దివ్య సంజీవిని ప్రేక్షకులకు నమస్కారం ఈ ఎపిసోడ్లో మనం భూమి స్పర్శ ముద్ర భూమి అంటే ఎర్త్ తెలుసు కదా మనకి స్పర్శ స్పర్శించడం టచ్ చేయడం అన్నమాట దీనికి పద్మాసనంలో కూర్చోవచ్చు వస్తే రాకపోతే అర్ధ పద్మాసనం వస్తే అందరూ ఉంచవచ్చు లేకపోతే సిద్ధాసన్ స్వస్తికాసన్ ఏ విధంగా కూర్చున్నా లేకపోతే సుఖాసన్ చాలా ఈజీయెస్ట్ సిస్టమ్ అర్ధపద్మాసనం కూడా పనిచేస్తుంది దీంట్లో ఎడమ అరచేతిని ఎడమ అరచేయి జాగ్రత్త గుర్తుంచుకోండి ఎడమ అరచేతిని భైరవ ముద్రలో ఉంచాలి భైరవి ఆర్ భైరవ ముద్రలో ఈ విధంగా ఉంచాలి అరచేయి పైకి ఉంటుంది ఈ చేతి భాగం తొడ మీద ఉంటుందంటే సపోర్ట్ ఉంటుంది సపోర్ట్ లేకుండా ఉంటే భుజం తగిన నొప్పి వస్తుంది కనుక ఈ విధంగా ఉండాలి కుడి చేతిని ఓపెన్ చేసి నేలకి టచ్ చేయాలి ఈ మూడు వేళ్ళు తగలాలి మధ్యవేలు చూపుడు వేలు ఉంగరపు వేలు తగలాలి ఉంగరపు వేలే పృథ్వీతత్వం ఈ మూడు వేళ్ళు లైట్గా టచ్ చేసి ఉంచితే భూమి లోపలికి ఉన్న ఎనర్జీ శక్తిని ఆ ఉంగరపు వేలు నుంచే తీసుకుంటుంది మిగిలిన వేలు టచ్ చేసి ఉంచినా తీసుకోదు కానీ టచ్ చేసి ఉంచితే మంచి ఫలితాలు కనబడతాయి టచ్ అయిపోతే ఫలితాలు చాలా డిఫరెన్స్గా ఉంటుంది భూమి స్పర్శ ముద్ర వలన శరీరంలో ఉన్న విటమిన్స్ డెఫిషియన్సీ మనం తిన్న పదార్థాల్లోంచి vitamins calories minerals proteins carbohydrates electrons protons ఈ విధంగా అన్ని శరీరానికి అందుతాయి vitamin A vitamin B vitamin C vitamin K vitamin E విధంగా అవన్నీ అందుతాయి కదా అవి ఒక్కోసారి సరిగా అందక అక్కడ పనిచేయక శరీరం లోపల సమస్యలు మొదలవుతాయి అవి పోవడానికి భూమి స్పర్శ ముద్ర పనిచేస్తుంది చూడండి ఎడమ అరచేతిని భైరవారు భైరవే ముద్రలాగా అంటే అరచేయి పైకి ఉంచాలి ఒళ్ళో ఉంచుకోవాలి కుడి చేతిని నేలకు టచ్ ఉంచాలి కుడి చేతిని భైరవ ముద్ర లేకపోతే భైరవ ముద్రలో పెట్టి ఎడం చేయి నేలకు టచ్ చేస్తే అంత పనిచేయదు ఇక్కడ ఏంటి కుడి చేతి గుండె ఎడం వైపు ఉంటుంది కనుక కుడివైపు భాగాలు పనిచేస్తే శరీరానికి